ఇది గొప్పందాపురం ఎదురు గూడి పిఠాపురం పేట జానకాపురం మిసకట్టు రాకుండా పంచకట్టు తెలియకుండా రోజుకో కన్నెరికం చేశాను అరే పెళ్ళన్న బాడి నోరు మూశాను ఇది గొప్పందాపురం ఎదురుగుంది పిఠాపురం పేట జానకాపురం విసకట్టు రాకుండా పంచకట్టు తెలియకుండా రోజుకో కన్నెరికం చేశాను అదే పెళ్ళన్న వాటి నారు భూషాలు లేదు జంజాటం లేనే లేదు ముప్పదు ముందులాడుకుందామా వారానికి రోజు లేడు ఉన్నదేమో నలుగురాయే ఎక్కడమ తక్కువైన ముగ్గురు ఇది గొప్పతాపురం ఎదుర్కొంది పిఠాపురం పుటకో పేట జానకాపురం నిసకట్టు రాకుండా పంచకట్టు తెలియకుండా రోజుకో కన్నెరికం చేశాను సంది పండుకో రుచి ఉంది పిల్లకో సుఖముంది పొందగా గంటకో గంట కొట్టే నిత్య పెళ్లి కొడుకులాగా శతకోటి శోభనాల పండగ ఇదిగో పెద్దాపురం ఎదురుగుంది పిఠాపురం పుటకో పేట జానకాపురం మిసకట్టు రాకుండా పంచకట్టు తెలియకుండా రోజుకో కన్నెరికం చేశాను అరే పెళ్ళన్న వాడినోరు భూషణ్ ఇది గొప్ప చాపురం ఎదురుగుండి పిఠాపురం పుటకో పేట జానకాపురం నిసకట్టు రాకుండా పంచకట్టు తెలియకుండా రోజుకో కన్యరికం చేశాను అరే పెళ్ళన్న వాడినోరు భూషణ్ din din da din din da din Ooh.